మళ్ళీ బైక్ ఇప్పుడు ఎంత పెద్ద హెవీ ట్రక్ భగవంతుడి దేవాలని వాళ్ళ ఇద్దరికి ఎవరికి పొద్దున్న లేకపోతే వాళ్ళు కూడా ఒక ఇద్దరు బైక్ వాళ్ళు వెళ్తుంటారు వాళ్ళ వెనక ఈ బండి ఉంది వాళ్ళు క్రాస్ చేసుకుంటే ఈ బండి ఎలాగ ఎంటర్ అయిందో పడిపోయింది వాళ్ళు పడిపోతే చచ్చిపోతారు కాల్ గవర్నమెంట్ ముందు నుంచి చూసినా అందులో

ఒక ట్రక్ పైన స్టోన్ తీసుకువెళ్తున్నప్పుడు ఇచ్చాపురం ఎంట్రన్స్లో ఉన్న బ్రిడ్జ్ ఇది నైన్టీ ట్వంటీ నైన్ బిల్ట్ కట్టిన బ్రిడ్జ్ ఒక స్పాన్ కొలాప్స్ అయింది కొలాప్స్ అవ్వడం వల్ల ఇచ్చాపురం నుంచి మిగతా ప్రాంతాలకి ఈ రాకపోకలకి అంతరాయం ఏర్పడుతుంది దీనికి సంబంధించి సంబంధిత అధికారులు మినిస్టర్స్ అందరికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఇప్పుడే ఆర్డీఓ గారు తర్వాత ఆర్ఎండ్బి అధికారులు అందరూ వచ్చారు అయితే ఇక్కడ రెండు ముఖ్యమైన అంశాలు ఏంటి అని అంటే ఇచ్చాపురంలో ఈ నెల పదిహేను వరకు కూడా పెద్ద ఎత్తున గ్రామ దేవత స్వేచ్ఛవతం వారి సంబరాలు జరుగుతున్నాయి దానికి సంబంధించి డైలీ మినిమం ఒక యాభై వేల నుంచి డెబ్బై వేల వరకు క్రౌడ్ వస్తున్నారు ఆ క్రౌడ్కి అకామిడేట్ చేయడానికి హైవే నుంచి ఇంకొక రోడ్డు ఉన్నప్పటికీ కూడా హైవే నుంచి టౌన్కి వచ్చే దారి బాగా నేరో రోడ్డు దానికి సంబంధించి నేషనల్ హైవే అథారిటీస్ కానివ్వండి పోలీసింగ్ వ్యవస్థకు కానీ మిగతా సిబ్బందికి కూడా ప్రాపర్ మెజర్స్ తీసుకోమని చెప్పి హైవే కనెక్టింగ్ పాయింట్ దగ్గర పోలీసింగ్ పెంచమని తర్వాత సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేసి నైట్ టైం ఎక్కువ మంది క్రౌడ్ వస్తారు కాబట్టి ప్రాపర్ లైట్ లైటింగ్ పెట్టమని చెప్పేసి కోరడం అయింది ఆ విధంగానే సంబంధ అధికారులు కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు దీనికి కూడా అట్లీస్ట్ టూ వీలర్ అయినా టూ వీలర్ ట్రాఫిక్ అయినా ఈ ఏరియాలో ఈ డ్రై ఉంది కాబట్టి రివర్ ఏమైనా టెంపరీ అరేంజ్మెంట్స్ కూడా పరిశీలన ఈ డ్రై ఉంది కాబట్టి రివర్ ఏమైనా టెంపరీ అరేంజ్మెంట్స్ కూడా పరిశీలన చేయమని జరిగింది అధికారులు కూడా ఇప్పుడు వచ్చి చూసి వెళ్ళారు ఆర్డీఓ గారు అందరూ వాళ్ళు కూడా ఆన్ ప్రయారిటీ ఆ ఏర్పాట్లలో రివ్యూ మీటింగ్ పెట్టుకుంటున్నారు దీనికి సంబంధించి మినిస్టర్ గారు రాజు గారికి ధర్మాన గారి గారికి సంబంధిత ఆర్ఎండ్బి మినిస్టర్ గారికి కూడా తెలియజేయడమైంది అధికారులు కూడా వెంటనే వచ్చి తగ ఏర్పాట్లు చేస్తున్నారు ఏదైనప్పటికీ కూడా ఈ పర్టికులర్ టైంలో ఈ గ్రామదేవ సంబరాల టైంలో ప్రజలకు కొంత ఇన్కన్వీనియన్స్ అవుతుంది దాన్ని వీలైనంత వరకు తగ్గించి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేసే పనిలో అధికారులు ఉన్నారు మేము కూడా ఆ పనిలోనే ఉన్నాము ఒక ఇంత ఇన్సిడెంట్ జరిగినప్పటికీ ఒక గుడ్ థింగ్ ఏంటంటే అమ్మవారి దయ వల్ల క్యాజువాలిటీస్ ఏం లేవు ఈవెన్ ఆ లారీ డ్రైవర్స్ కూడా ఏమి దెబ్బ ఏం తగలలేదు అదర్వైజ్ ఇది నార్మల్ కోర్స్ ఏదో బస్సు బస్సు ఇట్లాంటి అంటే కనుక ఎక్కువ ఇబ్బంది అయింది ఆ విధంగా ఇంత ఇబ్బంది జరిగినప్పటికీ కూడా మనము అది ఒక పాజిటివ్ నోట్గా తీసుకొని ప్రజలకు ఇబ్బంది లేకుండా తగు ఏర్పాట్లు చేయడానికి మేము ప్లాన్ చేస్తున్నామని తెలియజేస్తున్నాం మన కొత్త బ్రిడ్జ్ వచ్చి తెల్లవారుజామునే ఈరోజు అకస్మాత్తుగా ఈ ఇచ్చాపురానికి ఏదైతే ఉన్నటువంటి పాత ఓల్డ్ బ్రిడ్జ్ నేషనల్ హైవేకి సంబంధించిన బ్రిడ్జ్ ఉందో ఆ బ్రిడ్జ్ ఎవుగు జాగునే ఇవాళ అది కొంత కొలాప్స్ అవ్వడం జరిగింది కూలిపోవడం జరిగింది ఓ పెద్ద గ్రానైట్ లారీ ఏదైతే ఉందో ఆ గ్రానైట్ లారీ పెద్ద స్టోన్ తీసుకొని వెళ్ళటంతో ఆ బరువుకి అది సుమారు తొంభై నాలుగు సుమారు తొంభై నాలుగు సంవత్సరాలు అయినటువంటి బ్రిడ్జ్ చాలా ఓల్డ్ బ్రిడ్జ్ ఆ బ్రిడ్జ్ మీద వాస్తవానికి అంత హెవీ లోడ్ వెళ్ళటం కూడా అది రిస్ట్రిక్షన్ కింద ఉండేది బట్ అయినప్పటికీ కూడా ఈ వెహికల్స్ వెళ్ళడంతోనే ఆ బ్రిడ్జ్ వాళ్ళు కూలిపోవడం జరిగింది మరి అదృష్టశాత్తు ఎవరికైతే ఎటువంటి ప్రాణ నష్టం ఏమీ జరగలేదు కానీ ఇచ్చాపురంలో జరుగుతున్నటువంటి అతిపెద్ద సంబరాలు ఇక్కడ జరుగుతున్నాయి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని తక్షణమే గా సంబరాలకి ప్రజల యొక్క ని వెహికల్స్ వెళ్ళడానికి రావడానికి రాకపోకలకు ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం ఇప్పుడే కలెక్టర్ గారితో మాట్లాడి కలెక్టర్ గారి నిధుల నుంచి సుమారు నలభై లక్షల రూపాయలు ఆర్ఎండ్బి సిబ్బందితో కూడా మాట్లాడాం దానికి ఒక డైవర్షన్ చేసి ఆ డైవర్షన్ ఏర్పాటుని వెహికల్స్ అటు నుంచి ఇటు రావడానికి వెళ్ళడానికి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం ఒక డైవర్షన్ రూట్ కోసం అని చెప్పి టెంపరీగా ఒక ఫార్టీ ల్యాక్ రూపీస్తో దాన్ని తక్షణమే కలెక్టర్ గారు కూడా శాంక్షన్ చేస్తారని చెప్పి ఇప్పుడే చెప్పడం జరిగింది దానికి సంబంధించి ఇప్పుడే కలెక్టర్ గారికి మాట్లాడి ఆయన దగ్గర మాట తీసుకొని అది కూడా అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది మరి రానున్న కాలంలో సుమారు ఆ పర్మనెంట్ బ్రిడ్జ్ కోసం అది సుమారు పదమూడు కోట్ల రూపాయలతో తెల్లవారుజామునే ఈరోజు అకస్మాత్తుగా ఈ ఇచ్చాపురానికి ఏదైతే ఉన్నటువంటి పాత ఓల్డ్ బ్రిడ్జ్ నేషనల్ హైవేకి సంబంధించిన బ్రిడ్జ్ ఉందో ఆ బ్రిడ్జ్ ఎవుగు జాగునే ఇవాళ అది కొంత కొలాప్స్ అవడం జరిగింది కూలిపోవడం జరిగింది ఓ పెద్ద గ్రానైట్ లారీ ఏదైతే ఉందో ఆ గ్రానైట్ లారీ పెద్ద స్టోన్ తీసుకొని వెళ్ళటంతో ఆ బరువుకి అది సుమారు తొంభై నాలుగు సుమారు తొంభై నాలుగు సంవత్సరాలు అయినటువంటి బ్రిడ్జ్ చాలా ఓల్డ్ బ్రిడ్జ్ ఆ బ్రిడ్జ్ మీద వాస్తవానికి అంత హెవీ లోడ్ వెళ్ళటం కూడా అది రిస్ట్రిక్షన్ కింద ఉండేది బట్ అయినప్పటికీ కూడా ఈ వెహికల్స్ వెళ్ళడంతో ఆ బ్రిడ్జ్ వాళ్ళు కూరుకోవడం జరిగింది మరి అదృష్టశాత్తు ఎవరికైతే ఎటువంటి ప్రాణ నష్టం ఏమీ జరగలేదు కానీ ఇచ్చాపురంలో జరుగుతున్నటువంటి అతిపెద్ద సంబరాలు ఇక్కడ జరుగుతున్నాయి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని తక్షణమే ఇమీడియట్గా సంబరాలకి ప్రజల యొక్క మూవ్మెంట్ని వెహికల్స్ వెళ్ళడానికి రావడానికి రాకపోకలకు ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం ఇప్పుడే కలెక్టర్ గారితో మాట్లాడి కలెక్టర్ గారి నిధుల నుంచి సుమారు నలభై లక్షల రూపాయలు ఆర్ఎన్బి సిబ్బందితో కూడా మాట్లాడడం దానికి ఒక డైవర్షన్ చేసి ఆ డైవర్షన్ ఏర్పాటుని వెహికల్స్ అటు నుంచి ఇటు రావడానికి వెళ్ళడానికి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం ఒక డైవర్షన్ రూట్ కోసం అని చెప్పి టెంపరీగా ఒక ఫార్టీ ల్యాక్ రూపీస్తో దాన్ని తక్షణమే కలెక్టర్ గారు కూడా శాంక్షన్ చేస్తారని చెప్పి ఇప్పుడే చెప్పడం జరిగింది దానికి సంబంధించి ఇప్పుడే కలెక్టర్ గారికి మాట్లాడి ఆయన దగ్గర మాట తీసుకొని అది కూడా అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది మరి రానున్న కాలంలో సుమారు ఆ పర్మనెంట్ బ్రిడ్జ్ కోసం అది సుమారు పదమూడు కోట్ల రూపాయలతో